ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు దగ్గర నుంచి వాస్తపరంగా కట్టుకోవాలని అయితే గట్టిగా అనుకున్నాను అనుకొని యాక్చువల్గా యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు హరిగారు చెప్పేదంతా కరెక్ట్గా అనిపించిందండి అనిపించి నేను చిన్నప్పటి నుంచి ఇట్లా బ్రహ్మస్థానం ఉన్న ఇల్లు మళ్ళీ నేను అదే మండువా ఇళ్లలో మేము ఉండడం అట్లాగే అయింది యాక్చువల్గా నా మ్యారేజ్ కానీ మా చెల్లెల మ్యారేజ్ కానీ అట్లా జరిగినవి కూడా మొత్తం అంతా బ్రహ్మస్థానం ఉన్న ఇంట్లోనే జరిగింది అట్లా ఇదంతా కరెక్ట్గానే హరిగారు చెప్పే వీడియోలు అన్నీ కరెక్ట్గా అనిపించేసి హరిగారిని పిలిచి మొత్తం అంతా స్థలం చూపించి ఆయన ప్లాన్ గీసినట్టుగానే మొత్తం అంతా కట్టుకున్నాం అనమాట అది సాపత్య వేద ప్రకారం సెంటర్ డోర్స్ యోని సూత్రం అవన్నీ సోమసూత్రం అవన్నీ ఇంప్లిమెంట్ చేసి కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే మంచిగా అనిపించిందండి యాక్చువల్గా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇస్తున్నారు అందరు చెప్పిందంతా కూడా నా నేను విన్నది నేను చూసింది నేను చిన్నప్పటి దగ్గర నుంచి అది కరెక్ట్ అని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకోసం అని చెప్పేసేస్తే మేము ఇల్లు అరిగాది పిలిపించే కట్టించుకోవాలని అనుకుని అట్లానే కట్టించుకున్నాం మొత్తం అంతా కొలతలు కానీ అదే అంత దగ్గరుండి మొత్తం అంతా పెట్టించుకొని ఇంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన హరిగారికి దేవుడు మాత్రం మంచిగా చూడాలండి ఆయన ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చింది